మొత్తాన్ని ఎక్కుతున్నాడు బాగుంది ఏమన్నా అదే కావాలని ఎక్కుతున్నాడు వీడే లోతు కదా ముందు మురుగు నెలకే చెప్తారు వాసన రోజు ఉంటుంది ఒకటి రెండు నీళ్ళు ఫానెల్ కూడా మొత్తం అంతా పోతున్నాయి వాటర్ కలర్ కూడా మారిపోయింది ఇప్పుడు అన్ని నాళాలన్నీ అన్నీ ఎడకొస్తాయి